వర్షాలు లేక శ్రీశైలం జలాశయం వెలవెలబోతోంది ఫలితంగా రాయలసీమ జీవనాడి అయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీరు అందటం లేదు దీని పరిధిలోని Telugu Ganga Galeru Nagari SRBC KC canal పథకాలు నిరుపయోగంగా మారాయి దాని పర్యవసానాలను మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు జులై మొదటి వారం పూర్తి కావస్తున్న శ్రీశైలం జలాశయంలోకి చుక్క నీరు రావటం లేదు ఇటు కృష్ణానది నుంచి కానీ అటు తుంగభద్ర నది నుంచి కూడా ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయం నీరు లేక వెలవెలబోతుంది ప్రస్తుతం మనం పాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర ఉన్నాం మనం చూడొచ్చు ఇదంతా కూడా శ్రీశైలం వెనక జలాలు నిలబడే ప్రాంతం ఈ ప్రాంతంలో వెనక జలాలు బాగా నిలబడితే మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉంది ఎక్కడా కూడా మనం చూస్తే కనుచూపు మేర ఎక్కడా నీరు కనపడడం లేదు నీరు లేకపోవడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర కూడా నీరు లేక ఏ విధంగా వెలవెలబోతుందో మనం చూడొచ్చు ఈ ప్రాంతం నుంచినే శ్రీశైలం జలాశయంలోకి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నీరు వస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది మనం చూడొచ్చు ఈ పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ఎస్ఆర్ఎంసీ మనకు ఉంటుంది ఎస్ఆర్ఎంసీని మనం చూడొచ్చు ఈ ఎస్ఆర్ఎంసీలో కూడా నీరు లేక ఏ విధంగా వెలవెలిపోతుందో మనం చూడొచ్చు దాదాపు పదహారు కిలోమీటర్లు ఎస్ఆర్ఎంసీ ప్రయాణించిన తర్వాత బానకచర్ల క్రాస్ వద్దకి ఈ నీరు చేరుతుంది బానకచెర్ల నుంచి Galeru Nagari Ganga SRBC KC canal ఈ నాలుగు కాలువలకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది ఇక్కడ నీరు లేకపోవడంతో ఈ నాలుగు ప్రధానమైనటువంటి పథకాలు కూడా వెలవెలబోతున్నాయి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు ఆ రైతులతో మాట్లాడదాం శ్రీశైలానికి పైనుంటి వాటర్ వస్తేనే శ్రీశైలం పోతిరెడ్డి పాడు నీళ్ళు వస్తేనే మాకు ఇక్కడ వాటర్ ట్యాంకులకు ఎత్తిపోతుల దానిలకు నీళ్ళు వస్తాయి దానిబట్టి మాకు పైపుల ద్వారా నీళ్ళు వస్తుండే అవి రాకుండా అయినా వర్షం లేదు దానిలో నీళ్ళు వస్తడంలే మాకు నీళ్ళు వాడడంలే వాళ్ళు వానలు వచ్చినాయి పైనుంచి వచ్చినాయి సార్ మాకు లేకపోతే మా పరిస్థితి వేరే ఘోరంగా ఉంటుంది అసలు ఇప్పుడు ఏం లేదు ఇంకా అసలు ఆ నీళ్ళు లేవు అక్కడ పైన వానలు లేవు ఇక్కడ మాకు వర్షాలు లేవు వేసుకునే పైన కూడా ఎండిపోతున్నాయి ఏమైనా రెండు మూడు రోజుల్లో వర్షం పడితే ఏదన్నా కొంచెం కవర్ అవుతుంది సార్ లేకపోతే బతికి ఎండిపోతుంది అసలు పోయి చేనులకు పోయి చూసినా బతిగా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి సార్ చూసి మొత్తం పెట్టుబడి పెట్టినది ఇది వాయా మొత్తం భార్య పిల్లలేమో ఇంత పని చేసి అని కొట్లాడుతున్నారు చాలా ఇబ్బంది తిండి గుళ్ళు లేకుండా చేసి మాకు ఇంత బుల్ లేకుండా బిర్యానీ లేకుండా ఇంత పని చేసి కొట్లాడుతున్నారు గుత్త చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు వర్షాలు పన్నా కూడా రైతులు కరెక్ట్ uh, సీజన్ ప్రకారం వెళ్ళి మూడు నాలుగు నెలల్లో మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకోవడానికి అవకాశం ఉంది ఇలాగే ఒక నెల నెలన్నర వర్షాలు లేట్ అయితే మాత్రం ప్రతి ఒక్క రైతు ఒకటే పంట వేసుకోవాల్సి వస్తుంది రెండో కారుకి వెళ్ళలేరు ఈ గాలికి ఎండతో పాటు ఈ గాలితో పాటు ఉన్న బోర్లో కూడా భూగర్భజాలు అడగంటిపోయినాయి కానీ రైతు పరిస్థితి రైతు అనేవాడు రాబోయే కాలంలో ఉండడేమో కనిపించడం వ్యవసాయం చేయాలనిపిస్తే అతి దారుణంగా అనిపిస్తుంది పరిస్థితి ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల ఐదు అడుగులు మాత్రమే నీరు ఉంది పోతిరెడ్డి పండు నుంచి నీటిని తీసుకోవాలంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు కావాలి పుష్కలంగా నీరు చేరితే గనక ఇక్కడ నుంచి దాదాపు ఇరవై వేల క్యూసెక్కులు నీరు తీసుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ బానకచెర్ల నుంచి Galeru Nagari SRBC KC canal ఇవన్నీ కూడా పుష్కలంగా పారుతాయి కనీసం ఇప్పటికైనా మంచి వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయంలోకి బాగా వరద నీరు వచ్చి చేరి ఈ పథకాలన్నీ కూడా పుష్కలంగా పారాలని చెప్పి రైతులందరూ కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో శ్యామ్ న్యూస్ పోతిరెడ్డిపాడు కర్నూలు జిల్లా